దేశం కోసమే నువ్వు పుట్టినావా అన్న దేహాన్ని లెక్క చెయ్యని చెయ్యవా దేశం కోసమే నువ్వు పుట్టినావా అన్న దేహాన్ని లెక్క చెయ్యని చెయ్యవా ఎంతమంది శత్రువులు వచ్చి చిన్న నమ్మించి వంచిన నీ గుండెల్లో గుల్లు దించిన రొమ్ము చాచి నువ్వు చూపించిన సడలని నీ ధైర్యానికి మెచ్చిన శత్రువుని నువ్వు వణికించిన చొరబడ్డ దొంగల్ని తరిమించిన వెంటాడి వేటాడి ఉరికించిన నీ తెగువని చూసి ఈ దేశం గర్వించేనా దేశానికి నువ్వు చేసిన త్యాగము ఏమిచ్చి తీర్చుకోము నీ రుణము బ్రతికుంటే బజిలమైన బ్రతికొచ్చని మా స్వార్థానికి మేము సిగ్గుపడుతున్నాము నువ్వు కానొస్తే పాకిస్తాన్ పోసుకుంటది నిన్ను చూస్తే చైనాకి చినిగిపోతుంది ఇద్దరొకటే కుట్ర పన్నితే ఇద్దరికి ఒక్క గుద్దుతోనే బుద్ధి చెప్పినావు ఓ భారత సైన్యం నీకు జో హార్లు దేశం కోసమే నువ్వు పుట్టినావా అన్న దేహాన్ని లెక్క చేయనే చేయవా దేశానికి కాపల నువ్వు సుఖంగా లోపల మేము పొలిమేరలు తుపాకీతో నువ్వు మెట్రోపాలిటన్లు తుల తూగుతూ మేము శత్రులతో పోరాటం నీది మిత్రులతో ఆర్భాటం మాది ఎండ వాన వేడి చలితో నువ్వు ఎసి వేసి చల్లగా హాయిగా మేము ఈ దేశమంటే నీకంత పిచ్చి ఏ వ్యాపారము పెట్టుకోవచ్చు కదవచ్చి దేశం కోసం ప్రాణమిచ్చేంత తెగువు నీకు దేశంలోనే ఉంటూ పెట్టుకుంటున్నాము తగువు మేము తల్లి చెల్లి భార్య బిడ్డని వదిలేలావా ఈ త్యాగం నీకు అవసరం అనుకున్నావా అనుకున్నావు కాబట్టి సై కూడా వైనావు అనుకోలే కాబట్టి మేము పిచ్చి పిచ్చి ప్రజలుగా మిగిలిపోయినాము దేశం కోసమే నువ్వు పుట్టినావా అన్న దేహాన్ని లెక్క చెయ్యని చేయవా దేశం కోసమే నువ్వు పుట్టినావా అన్న దేహాన్ని లెక్క చెయ్యని చేయవా